సమర్సంగ్ కప్ అమృతం ఏం తెచ్చానో చూడు పాకుడు రాళ్ళ కాదు లాహోరీ పూరి ఇవాళ ఏమనుకుంటున్నావురా ఇండియా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ సిరీస్లో ద గ్రాండ్ ఫైనల్ ఇది మన హోటల్కి వచ్చే కస్టమర్స్కి ఇచ్చే స్పెషల్ ఐటమ్ అంత లేదు ముందు జరిగిన నాలుగు మ్యాచ్లకి ఏమాత్రం వచ్చారని మొన్న రావల్పిండి రవ్వల్పిండి దోశ అన్నావు ఆ ముందు మ్యాచ్లకేమో కరాచీ నోకిడ్లే అన్నావు పెషావర్ పెసరట్ అన్నావు కనీసం అప్పాజీ కూడా రాలేదు తినడానికి అవునరా ఏంటి వింత మనం వరల్డ్ కప్ చేసినప్పుడు గ్రాండ్గా వచ్చారు ఇప్పుడేంట్రా ఒక్క పురుగు కూడా రావటం లేదు ఎలా వస్తారా ఆఫీసులకే వెళ్ళట్లేదు అసలు ఇల్లే కదలట్లేదు అందుకని మనం ఇవాళ అన్నీ క్లోజ్ చేసి హాయిగా మామూలు మనుషుల్లా మ్యాచ్ని ఎంజాయ్ చేద్దాం అవునరా మనం కూడా ఒక సామాన్య మానవుళ్ళ just like an average man brain use చేయకుండా ఎంజాయ్ చేద్దాం ఓకే ప్రశాంతంగా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ బర్డన్స్ అన్ని పక్కన పెట్టి తీరిగ్గా లేట్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ లంచ్ చేసి క్రికెట్ని ఎంజాయ్ చేద్దాం చేద్దాం చేద్దాం చేద్దాం చేద్దాం ఇప్పటిదాకా బాగానే వచ్చింది కదరా మ్యాచ్ టైం దగ్గరికి వచ్చేసరికి సిగ్నల్ రావట్లేదేంటి సిగ్నల్ రాకపోయినా కేబుల్ వాడు వందిటారు సార్ వాడు రామయ్యారా కేబుల్ రావట్లేదని కంప్లైంట్ ఇద్దాం అనుకున్నావు నువ్వే వచ్చావు జంక్షన్ బాక్స్ లో మీ రెండిళ్ళ కనెక్షన్స్ నేనే పీకి వస్తున్నాను ఎందుకు అలాగా ఈ బిల్లు పే చేస్తే రీకనెక్షన్ ఇస్తాను పదమూడు వేల ఎందుకింత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గత నాలుగు మ్యాచ్లో ప్రొజెక్షన్ వేసి డబ్బు సంపాదించినందుకు ఎనిమిది వేలు ఈ ఫైనల్ మ్యాచ్ కి ఐదు వేలు మొత్తం కలిపి పదమూడు వేలు ఏంటి సంపాదించేది ఒక్క పురుగు రాలేదు అంతా లాస్ నేను నమ్మను లాస్ట్ వరల్డ్ కప్ లో కూడా భారీ లెవెల్లో సెలబ్రేట్ చేసి బాగా లాభాలు పొంది అంతా లాస్ అని నా కళ్ళు కప్పారు గుర్తెచ్చుకోండి ఏంటయ్యా మీనింగ్ లేకుండా మాట్లాడతావు అసలు మేమేం చేసుకుంటే నీకెందుకు ఆహా డీడీ వాళ్ళు వేరే సిగ్నల్ తీసుకుని క్యాష్ చేసుకున్నట్టు నా సిగ్నల్ కనెక్షన్ మీరు వీడియో థియేటర్ చేసేస్తారా చూడు మాకు సీజనల్గా ఈ టెక్నికల్ కి ఏ తోస్తే చేస్తుంటాం వేలకు వేళ మీరు క్యాష్ చేసుకుంటుంటే మేము చూస్తూ ఊరుకుంటాం ఆ బిల్లు పే చేయండి ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టెలిగించుకోవడానికి నిప్పడిగాడంట నీలంటోడు పావలా కూడా ప్రాఫిట్ లేదు బాబు అంటే బిల్లు బిల్లు అని ఒకటే చిందులేస్తావే మీరెంత అరిచి గోల పెట్టినా బిల్లు కట్టందా నేను కనెక్షన్ ఇవ్వను కాక ఇవ్వను ఏ బెదిరిస్తున్నావా మీరు ఎలా అనుకున్నా ఓకే అంటే మేము ఇక మ్యాచే చూడలేమనే ఇప్పటికిప్పుడు లాహోర్ వెళ్తే తప్ప ఈ టెక్నికల్ పర్సన్ని అవమానిస్తున్నావు ఈ ఇల్లు కదలకుండా నీ బిల్లు కట్టకుండా మ్యాచ్ ఇదే టీవీలో చూస్తా ఓకే బిల్లు కట్టాక కనెక్షన్ ఇస్తా ఒరే సర్వం అర్జెంటుగా ఒక యాంటీనా పట్రా కేబుల్ వాడి మీద కోపంతో కొత్త స్పోర్ట్స్ ఛానల్ ఏమైనా ఓపెన్ చేస్తున్నారా యాంటీగా మాట్లాడడం మాని యాంటీనా సంగతి చూడు స్పోర్ట్స్ ఛానల్ డౌన్లోడ్ చేసుకుందాం సారీ సార్ వాడు లాస్ట్ మ్యాచ్కే రోడ్లు షాపులన్నీ బంద్ పేపర్ చూడలేదా ఇక ఈ ఫైనల్ మ్యాచ్కి అందరూ ఇళ్లలోనే అవును కదా అయినా వెనకడుగు నా టెక్నికల్ బ్రెయిన్కి ఇప్పుడు పదును పెడతా ఎర్లీగా లంచ్ చేసేసి ఫుల్ మ్యాచ్ ఎంజాయ్ చేయాలి ఎరా అంజీ వంట అయిందా మూతలేని గిన్నె క్లాత్ లేని గొడుగు ఇప్పుడు పాస్ సామాన్లన్నీ రిపేర్ చేస్తూ కూర్చున్నావేంట్రా ఈ పళయ సామాన్తోనే కొత్త యాంటనా తయారు చేస్తున్నారు రంజు సార్ వాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు రావతాలి మ్యాచ్ పెట్టుకొని ఆ మ్యాచ్ చూడ్డానికే ఈ యాతన యాంటినా ఏ మీ ఇంట్లో కేబుల్ రావట్లేదా ఇద్దరేళ్లలోనూ కేబుల్ కనెక్షన్ కట్ మీరెంత తరచు గోల పెట్టినా బిల్లు కట్టందా నేను కనెక్షన్ ఇవ్వను కాక ఇవ్వను ఈ కేబులోడు కరెక్ట్ టైం చూసి కొట్టాడు దెబ్బ ప్రశాంతంగా మ్యాచ్ చూద్దాం అనుకుంటే మనశ్శాంతి లేకుండా చేశాడు ఎందుకురా వర్రీ అవుతావు ఫుల్ మ్యాచ్ ఫ్రీగా చూపిస్తుంటే ఈ పోర్టబుల్ యాంటీనా నీ పోర్టబుల్ టీవీకా రెండు ఒక టీవీకే రెండెందుకురా ఇది డాబా మీద శాటిలైట్ సిగ్నల్ తీసుకుని టీవీ దగ్గర ఉన్న దీనికి అందిస్తుంది ఈ చిన్న డివైస్ టీవీకి దగ్గర పొజిషన్ లో పెడితే అవుట్పుట్ వస్తుంది నేను పెద్ద యాంటీనాతో పైన డాబా మీద పొజిషన్ ఇస్తాను నువ్వు దీన్ని కరెక్ట్ గా సెట్ చేసి బొమ్మ వచ్చిన వెంటనే నాతో చెప్పు ఓకే దమ్మొస్తోందా రే అమృతం వచ్చిందా బొమ్మొచ్చిన ఆనందంలో రెస్పాన్స్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నాడు రే బొమ్మొచ్చిందా అని అడిగాను వినబడిందా ఇదిగో ఇప్పుడే వినబడింది రావట్లేదు రావట్లేదు ఈడర్చిన వినిపించుకోడేంటి రై రావట్లేదన్నాను వినబడిందా ఆ ఇప్పుడు వినబడింది అయితే ఓకే కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువైపోయింది వెంటనే దీనికి యంత్రం తయారు చేయాలి ఎరా అక్కడ పుల్లల పవర్ సరిపోలేదనా ఈ డబ్బా డిషులు తయారు చేస్తున్నావు this is for communication local made intercom ఓహో మాటికి మాటికి కిందకి పైకి రాకుండా ఉండడానికా ఈ ఫోను ఓహో పదా హలో హలో హలో హలో ఎరా వినిపిస్తుందా ఏంటబ్బా ఓ నేను వింటున్నప్పుడే వాడు వింటున్నాడేమో ఎరా నేను వింటున్నప్పుడే నువ్వు వింటున్నావా చా వీడికి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయడం తెలియట్లేదు అనుకుంటా దీనికి స్టాటిక్ ఉన్నట్టుంది వెట్ క్లాత్ చుడితే బెటరు అన్నా సార్ వాడా ఒరే సర్వం మగ్గుతో వాటర్ ఇవ్వు టీవీలకి సెల్ ఫోన్లకి అనుకున్నాను దీనికి సిగ్నల్ అందట్లే టీన్ ఫోన్ ఆ ఈ పైపు చూసుకోకుండా తన్ని పిడిచిట ఈ కనెక్షన్ అక్కడ పోద్ది సార్ నిన్ను తన్ని పెట్టాలి నీకు చెప్పాను చూడు ఇటివో రేయ్ హలో హలో హలో వినబడుతోందా రైట్ ఇయర్ ఓన్లీ సరే బొమ్మ వస్తోందా ఒక్క నిమిషం రావట్లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు వస్తుంది చూడు లేదురా ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు నీ మొహం వస్తుంది ఇప్పుడు వస్తుంది చూడు రావట్లేదురా అది కాసేపు ఏమీ అర్థం కాలేదు అలాగే బ్లాక్ ఏంట్రా మీరింత పెద్ద అయోగ మీ అన్నయ్య ఇంటికి పెద్ద కొడుకు గనక ఆయన భార్యగా కావ్య పెద్ద కొడలు much. अखियां मिलाना परदेसियों से పద్మినే దగ్గర ఉండి మా ఇద్దరికి పెళ్లి జరిపించేలా చేస్తాను అరే అంజీ ఏరా ఏమైంది ఇది నా మీద కక్ష కట్టింది ఏ సరిగ్గా చెప్పు నేను టీవీకి వెనకాల కూర్చుంటే పడుకుంటే తప్ప రావట్లేదురా కూర్చుంటే పడుకుంటే రావడం ఏంటి ఎలాగోలా ఫిక్స్ అయ్యి మనకు బొమ్మ రావడం ముఖ్యం చూడండి మనసులో ఒకలాగా పైకి మరోలాగా లోపల ఒక మనిషిగా పైకి మరో మనిషిగా ప్రతిక్షణ నటిస్తూ జీవితమే ఒక నాటకంగా బ్రతకాలని నాకు లేదు ఒరేంజ్ గా వచ్చిందిరా తారవాడు అరుపు వినపడింది మనిషి కనపడే నేల మీద చూడరా కనపడతాను పట్టుకో జాగ్రత్తగా పట్టుకో మెల్లిగా ఒరే అక్కడే ఉండు వస్తున్నా లాగు పట్టుకుని లాగరా లాగు అమ్మయ్యా ఒరే బొమ్మ బాగా వచ్చిందా వచ్చిందా కాదు వస్తున్నాయి క్షణానికి ఛానల్ వస్తుంది మనకు కావలసిన స్పోర్ట్స్ ఛానల్ వచ్చేలా త్వరగా సెట్ చెయ్యి ఒరే లాస్ట్ ఇరవై నిమిషాలేరా త్వరగా కానీ అలాగే ఒరే నువ్వు కిందకెళ్ళి స్పోర్ట్స్ ఛానల్ రాగానే చెప్పు ఆ, సరే పట్టు ఎత్తు ఏరా వచ్చిందా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేయండి సార్ వాడు రాలేదంట్రా కొంచెం తిప్పు తిప్పు ఇప్పుడు వస్తుంది సార్ వాడు వస్తున్నారు సార్ వాడు ఒకరి వెనకాల ఒకరు అమ్మాయిలు రే మనకు కావాల్సింది ఫ్యాషన్ టీవీ కాదు స్పోర్ట్స్ ఛానల్ రివర్స్ లో తిప్పు ఇప్పుడు ఇప్పుడు సౌండ్ వస్తుంది వీడియో అలా కాదు కానీ ఇది పట్టుకో పట్టుకో పక్క జరుగు ఇప్పుడు వచ్చిందేమో అడుగు ఇప్పుడు వచ్చిందేమో చూడు ఇప్పుడు పర్ఫెక్ట్ సార్ వాడు వచ్చేయండి వచ్చిందంట్రా చివరికి నా కష్టం ఫలించింది ఓ నో oh, కరెంటు పోయింది మీరొచ్చారు పోయింది దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదు శాటిలైట్ సిగ్నల్ ఇచ్చినా కరెంట్ కరుణించలేదు India needs five more runs to win, and this is the last delivery from Shoaib Akhtar to Mohammad Kaif. And Mohammad Kaif drives it over the boundary, and it's a sixer. It's a winning shot for India. Now the commentary to Jack. Thank you very much mister Sanjay now presentation ceremony over to Sanjay and the worst technology cup goes to Amudala Anjaneyulu సమర్సంగ్ కప్